ఏమండి కొంతమంది ఉన్నారు వాళ్ళకి అనారోగ్యం లేదు ఆర్థిక ఇబ్బందులు లేవు అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి ఆరోగ్యం బాగానే ఉంది అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి వాళ్ళకి ఇంకో కష్టం భర్త ద్వారా కొంతమందికి కష్టం పిల్లల ద్వారా కొంతమందికి కష్టం భార్య ద్వారా కొంతమందికి కష్టం బంధువుల ద్వారా కొంతమందికి కష్టం ఇరుగు పొరుగు వారి ద్వారా కొంతమందికి కష్టం ఏమంటే ఒక్కసారి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా వద్దామన్నా మళ్ళీ ప్రశాంతంగా ఉండనివి కష్టాలు ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులలో కష్టం ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా శోధించేస్తుందండి మనశ్శాంతిగా ఉన్నట్టేమో అట్లా శోధనలు ఏంటో నాకే పెడుతున్నాడు ఏంటి కష్టాలు ఏంటో నాకే పెడుతున్నాడు ఎందుకో చెప్పన మిమ్మల్ని ఒక సొత్త సువర్ణంగా మార్చడానికి బంగారం ఎంత కష్టాల్లో పెడితే అంత ఆణిముత్యంగా మారిపోద్దో అలాగే మనల్ని ఆణిముత్యం లాంటి విలువైన విశ్వాసులుగా మార్చి మనల్ని తనుండే ఆ పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ శోధనలో మనల్ని పెడుతున్నాడు హలో అదే నమ్మండి